ఏమ్మా ఎంతమంది పిల్లలు ఐదు మంది ఏం చదువుతున్నారు పెళ్ళిళ్ళు అయిపోయినాయా ఓ పిల్లలు ఎంతమంది వాళ్ళు చదువుతున్నారు కదా రైట్ కా ఏమనున్నాయా సమస్య ఏమనున్నాయా సమస్య అయితే ఆడపిల్లలు ముగ్గురు అయితే అది సమస్య కాదు కదా మళ్ళీ ఏమైంది ఏం చదువుతున్నారు ఒక్క నిమిషం వాళ్ళు ఏం చదువుతున్నారు పెళ్ళిళ్ళు అయిపోయినాయి కదా ఇంక నీకేం ఉంటుంది సమస్య చెప్పు ఎవరికి ఇప్పుడు ఆయన ఆయనకు వయసు ఎంత ఏం మగ్గమే కదా పెన్షన్ ఇస్తానాం కదా మరి ఇంకేమ్మా నీ వయసు ఎంత ఉంది నీకు చేయుతుందా డబ్బులు వస్తున్నాయి కదా మరి ఇంకేమి ఇంకా ఏం కావాలా ఆరోగ్యం బాగాలేకుంటే ఏమైంది హాస్పిటల్కి ఫ్రీగానే చూపిస్తాం కదా మేము మరి ఇంకేం కావాలా అవును నీకు ఆరోగ్యం బాగాలేదు అది ఫ్రీగానే మందులు ఇస్తాము ఇంకేం కావాలా వస్తామా ఈయనలో ఉడితే ఉందా కులాయి ఉందా బాగున్నావునా సరే బాగున్నావా ఏం పేరు నీ పేరు ఏం పేరు రా నీ పేరు యశ్వంత్ రెడ్డి ఏమో బాగున్నావా బాగున్నామ్మా ఏమున్నాయా సమస్య ఏం పేరా పెట్టారా చిన్నారెడ్డి పెట్టావా ఎన్ని మంత్స్ త్రీ మంత్స్ కోసమా అవును ఈ ఇంట్లో ఉండనా ఏం మా బాగున్నావా ఆరోగ్యం ఎట్లుంది మామూలుగానే ఏమో బాగున్నావా ఏమైనా ఉన్నాయా సమస్య ఏమైనా ఉన్నాయా మా సమస్యలు ఏం చదువుతున్నావురా ఏం స్కూల్ లేదా ఈరోజు మరి రెడీ కూడా స్కూల్ డ్రెస్ వేసుకోకుండాను ఏ స్కూలు ఇట్రా గాంధీనగర్లోనా కొండ దాంట్లోనా కొండ దాంట్లో ఇంత పౌడర్ కొట్టించింది మేమ మా స్కూల్లో చేరుతావా ఏ క్లాస్ ఇప్పుడు థర్డ్ క్లాసా సెకండ్ క్లాసా ఉన్నాయమ్మా సమస్య ఇల్లు సొంతమా బాడిగా ఇల్లు ఇచ్చినామా ఎక్కడ మీరు కట్టుకుంటారని ఇచ్చినారా మా మేము కట్టేది అట్లా ఇచ్చినారా సంతకం చేసి ఇచ్చినారా మొన్న జరుగుతున్నాయా పనులు ఇంటి పట్ట అయ్యలేదా ఎందుకు వయసు ఎక్కువ ఉందనే పెళ్ళైందా మరి ఏంటో ఇస్తాం కదా వాలంటీర్ ఎవరు ఎక్కడుంది మీకు సొంత ఇల్లు ఉంది కదా అక్కడ బాలాజీ నగర్లో సొంత ఇల్లు మీ ఆయన అంటే ఎవరికి వస్తుంది మీకే కదా ఇద్దరు కొడుకుల్లో పెళ్ళి అయిందా ఇద్దరికి ఏంటి ఎవరికో ఒకరికి వస్తుంది ఎవరికి రావాలా కదా ఇద్దరికి సొంత ఇల్లు ఇద్దరికి సొంత ఇల్లు ఉన్నాయా ఎన్ని ఇల్లు ఉన్నాయాడా ఒకటి మా ఇల్లు లేని వాళ్ళకి ఇస్తాం ఇండ్లు నువ్వు ఒకటి పెట్టి ఒకటి నర్సెంట్లో భాగం చేసుకొని ఇచ్చింటావు కొడుకుల పేరు మీదకి అట్లా అర్థమవుతుంది వచ్చినమ్మా ఏం పెద్దమ్మా బాగున్నావా ఎక్కడి నుంచి వచ్చినావు గొల్లగేరు నుంచి వచ్చినావా ఏడకి ఇస్తాను పూలు దా ఎంత పడింది ఏడగొన్నావా మా జిలాన్ దగ్గర కొన్నావా దా ఇట్రా ఎంత అది చెప్పలేసుకో చెప్పలేసుకో చెప్పలేసుకో ఎంత అది మొత్తం గంప అంతా రెండు యాభై అంటే ఎన్ని కేజీలు అవి ఒక కేజీనేనా అంటే వెయ్యి రూపాయలు పెట్టుకున్నావా అప్పుడు ఎవరికైనా నమ్మినావా లేదా ఈడ ఉన్నాయి గుళ్ళు ఉన్నాయా ఈడ శివాలయం ఉందిగా ఈరోజు సోమవారం పోయి శివాలయంలో ఇపో గంప తీసుకో చెప్తా గంప ఎంత ఇంక నీ లెక్క నీ లాభం వచ్చింది ఇట్లదే ఎవరున్నారు ఈడ ఎవరు రవి స్వామి ఇట్రా పొద్దునే శివమాల వేసినట్లే ఇదిగో పోయి చూడు పోయి అబ్బా కావు నీ బుట్ట కూడా ఎత్తవోలే కానీ ఇడవై శివాలయంలో అన్ని ఇచ్చేసిన ఆమెకు డబ్బులు ఇచ్చేసినాము నువ్వు మళ్ళీ బుట్ట ఆమెకి ఇవ్వాలా ఆమె తీసుకొస్తాలే పో పెద్దమ్మా ఇంజనీరింగ్ అసిస్టెంట్ అక్కడ ఈ ఈ వార్డులో ఈ వార్డులో మన సుప్రియాలో తిరిగినప్పుడు అసలు ఎక్కడేం పని కూడా ఏం జరగలేదు అని అన్నారు ఒక్క పని కూడా జరగలేదా ఏమా బాగున్నావా ఏమన్నాయా సమస్య ఇది ఇది బాడిగిన్లా ఎన్నాళ్ళైంది ఇక్కడికి వచ్చి ఈ ఊరైనా సొంతము నైంటీ డేస్లో పెట్టినామా ఇప్పుడు ఇస్తారులేమ్మా నైంటీ డేస్లో ఇస్తారట కానీ ఇన్నాళ్ళు ఎందుకు లేట్ జరిగింది ఇంతకుముందు వేరే మీటర్లు అన్ని మ్యాపింగ్ అయినా ఎంతవరకు ఇంకంతే ఏ రాజా టెండర్స్ అయిపోయినాయా టెండర్ కాలేదా అది శివాలయం రోడ్ ఒకటి స్ట్రైట్ పెట్టమని చెప్పింది లాస్ట్ టైం టెండర్స్కి వచ్చింది అది రాలేదా ఏముందంటే what's the stage of that రెండు కాల్స్ పిలిచాను సార్ రెండు కాల్స్ పిలిచినాను